Hello everyone welcome to Achievers Academy friends ఈరోజు మనం జూన్ నెలలోని కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎన్వైర్మెంట్ యొక్క కరెంట్ అఫేర్స్ చేయబోతున్నాం దేని గురించి అండి జూన్ నెల యొక్క ఎన్వైర్మెంట్ గురించి మనం చదువుకోబోతున్నాం సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక మీరు చూసినట్టయితే ఏంటండి ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇటీవల కాలంలో అండి ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అవుట్ అయిందనమాట సో అది ఎవరిస్తారు ఫస్ట్ థింగ్ మీరు ఇలా ఇండిజెస్ చదువుకునేటప్పుడు who gives this environmental performance index. It is given, given by Earth University. Earth University leda Yale University అని kuda cheppochu Yale University and Columbian University. వీరిద్దరు కలిసి మనకి ఏ రిపోర్ట్ ఇస్తారండి ఎన్వైరన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈపిఐ అనేసి అంటాము దాదాపు ఎన్ని దేశాలకి ఎన్వైరన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ కన్సిడర్ చేస్తామంటే దాదాపు నూట ఎనభై దేశాలను మనం ఇందులో కన్సిడర్ చేస్తామన్నమాట దాదాపు పదకొండుకు పైగా కేటగిరీలో లెవెన్ ఎబో కేటగిరీస్ లో దీనికి మనం ర్యాంకింగ్ ఇస్తూ ఉంటాం అయితే ఈ environmental performance index twenty twenty టూలో భారతదేశానికి గాను పద్దెనిమిది పాయింట్ తొమ్మిది పాయింట్లతో నూట ఎనభైవ పొజిషన్లో నిలిచిందంటే అంటే చిట్ట చివరి కంట్రీగా the last and worst environment కంట్రీగా మన ఇండియాని డిక్లేర్ చేసిందండి ఈ ఎన్వైరన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వారు ఎవరిస్తారండి ఏల్ మరియు కొలంబియన్ యూనివర్సిటీ వారు లేదా earth university Yale earth earth university Yale వారు మరియు కొలంబియన్ యూనివర్సిటీ వారు ఇద్దరు కలిసికట్టుగా ఇచ్చేదే ఈ యొక్క ఎన్వైరన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ మరి దీంట్లో ఫస్ట్ కంట్రీ ఏంటి టాప్ వచ్చిన కంట్రీ ఏంటి టాప్ లో ఉంది డెన్మార్క్ ఎవరండి డెన్మార్క్ కంట్రీ టాప్ గా నిలిచింది ఓకే సో డోంట్ వరీ ఇక్కడ నేను మీకు స్లైడ్ ప్రొవైడ్ చేశాను Denmark is the top most country first rank వచ్చిందండి దీనికి ఎంత వచ్చిందండి స్కోర్ అంటే డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా మార్కులతో దాదాపు పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతం బెటర్మెంట్ అయింది గత పది సంవత్సరాల్లో చూసినట్టయితే దీని స్కోర్ ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ సెకండ్ లో Finland third Malta fourth and Sweden fifth rank లో ఉందండి భారతదేశం కనుక చూసినట్టయితే చిట్ట చివరి పొజిషన్ లో ఉందన్నమాట వన్ ఎయిటీ ఎయిత్ కంట్రీ మన పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్ నూట డెబ్బై ఆరు బంగ్లాదేశ్ నూట డెబ్బై ఏడు నేపాల్ నూట అరవై రెండు శ్రీలంక మనకంటే చాలా బెటర్గా వన్ థర్టీ సెకండ్ ర్యాంక్లో ఉంది గత పది సంవత్సరాలతో పోలిస్తే మనం పురోగతి చెందామా లేదా అంటే we degraded by point six percent గత పది సంవత్సరాల్లో పాయింట్ సిక్స్ పర్సెంట్ డిగ్రేడ్ చెందామండి ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే మన నైబర్హుడ్ లో ఆఫ్ఘనిస్తాన్ మనకంటే చాలా బెటర్ గా ఉందండి ఎయిటీ ఫస్ట్ కంట్రీగా అయితే కీ ఇండికేటర్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి key indicators when you see the key indicators what all we have taken అంటే ఇప్పుడు మనం వేస్ట్ మేనేజ్మెంట్లో చూడండి వన్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ చాలా వర్స్ పొజిషన్ లో ఉన్నాం అన్నిటికంటే వర్స్ పొజిషన్ లో ఎకోసిస్టమ్ విటాలిటీ ఆర్ వైటాలిటీ లో ఇంకా వర్స్ పొజిషన్ లో ఉన్నాం so these are the various అన్నిటికంటే వర్స్ గా మళ్ళీ ఎయిర్ క్వాలిటీలో వర్స్ గానే ఉన్నాం బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ లో వర్స్ గా ఉన్నాం అన్ని ఏరియాస్ లో కూడా మనం వన్ ఫిఫ్టీ ఎబోనే కొన్ని ఏరియాస్ లో అయితే దాదాపుగా వన్ సెవెంటీ ప్లస్ లోనే ఉన్నామండి okay so this is what environmental performance index is given దీన్ని మన గవర్నమెంట్ వారు అపోజ్ చేశారండి ఇంత వర్స్ గా అంటే వీ హావ్ బిన్ టేకింగ్ మేము చాలా వరకు మంచి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము అవేమి మీరు కన్సిడర్ చేయట్లేదు ఇలా లాస్ట్ ర్యాంక్ ఇవ్వడం అనేది సరైనది కాదు అని చెప్పేసి ఈ ర్యాంక్ని మన గవర్నమెంట్ వాళ్ళు అపోజ్ చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి సో నెక్స్ట్ అండి ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు స్లైడ్లోనే చూసుంటారు చీతాస్ గురించి నేను ఏదో ఇచ్చాను మనందరికీ తెలుసండి రీఇంట్రొడక్షన్ ఆఫ్ చీతా ప్రాజెక్ట్ అనేది జరుగుతుంది ఏంటండి reintroduction of cheetah in India చిరుతపుల్ని మళ్ళీ మన భారతదేశానికి తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టే ఈ రీఇంట్రొడక్షన్ ఆఫ్ చీతా ఈ రీఇంట్రొడక్షన్ ఆఫ్ చీతా ఎవరెవరు కలిసికట్టుగా చేస్తున్నారంటే wildlife institute of India WII wildlife trust of India WTI మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కింద ఉన్నటువంటి ప్రాజెక్ట్ టైగర్ వారు ఎవరండి ప్రాజెక్ట్ టైగర్ వారు వీరు ముగ్గురు కూడా కలిసికట్టుగా ఆఫ్రికా నుంచి ఎక్కడి నుంచి అండి ఆఫ్రికా నుంచి ముఖ్యంగా ఏ దేశాల నుంచి South Africa South Africa Namibia Namibia మరియు బోట్స్వానా బోట్స్వానా అనే ఈ మూడు దేశాల నుంచి ఆఫ్రికా జాతికి చెందినటువంటి ఈ చిరుత పులిని భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఎక్కడండి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కూనో పాలంపూర్ కూనో పాలంపూర్ అనే ఒక వైల్డ్ లైఫ్ రిజర్వ్కి నేషనల్ పార్క్కి తీసుకురావాలని చెప్పేసి రీఇంట్రొడక్షన్ అంటే మళ్ళీ భారతదేశంలో చిరుతపులి సంచారణ పెరగాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టే ఈ చీటా రీఇంట్రొడక్షన్ అయితే చిట్టపులిలో రెండు ముఖ్యమైన జాతులు ఉంటాయండి ఎన్ని రెండు ముఖ్యమైన జాతులు ఒకటి ఏసియాటిక్ అంటే మన ఆసియా ఖండానికి చెందినటువంటి చిరుతపులి ఇంకొకటి ఆఫ్రికన్ ఆఫ్రికన్ చిరుతపులి ఏషియాటిక్ చిరుతపులి అంటే మన భారతదేశంలో ఒకప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో చిట్ట చివరి నలభై ఏడులో నల్ పంతొమ్మిది వందల యాభై అంతేనండి ఆ కాలంలోనే చిట్ట చివరి చిరుతపులిని చూడడం జరిగింది భారతదేశంలో ఒక పెద్ద పులి అంతరించిపోయిందంటే ఏకైక పెద్ద పులి జాతి ఏంటి అంటే చిరుతపులి జాతి అండి ముఖ్యంగా మహారాజులు రాజుల యొక్క వేటల కొరకు ఉపయోగించడం వలన ఇది అంతరించిపోవడం జరిగిందనమాట అయితే భారతదేశంలో ఏసియాటిక్ చీతాలు అంతరించిపోయాయి ఇప్పుడు మనం ఏ చీతాలను తెచ్చుకుంటున్నామండి ఆఫ్రికాకి చెందినటువంటి చీతాలను తెచ్చుకుంటున్నాం చిరుతపుల్లుని మరి ఏసియాటిక్ చీతాలు ఆసియా ఖండానికి చెందినటువంటి చిరుతపుళ్ళు ఇంకెక్కడైనా ఉన్నాయా అని కూడా తెలుసుకోవాలి కదా అలా తెలుసుకునే అంశంలో ఇరాన్ లో మాత్రమే ఉన్నాయండి కేవలం ఇరాన్ లో మాత్రమే Iran is the last country in Asia which has Asiatic cheetahs Iran లో తప్ప ఎక్కడా లేవు కేవలం నలభై నుంచి యాభై వరకే ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి అండి మనం ఐయుసిఎన్ అంటే international union for conservation of nature అనే ఒక సంస్థ ఉంటుందండి ఆ సంస్థ వారు ఆ యొక్క జీవుల యొక్క సంఖ్య బట్టి వాటికి ఎండేంజర్డా క్రిటికల్లీ ఎండేంజర్డా లేదంటే అంతరించిపోయే దిశగా ఉన్నాయా ఎక్కడ ఉన్నాయి అన్న అంశం పైన చూసినట్టయితే ఏసియాటిక్ చీతాకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ జాబితాలో పెట్టారు క్రిటికల్లీ ఎండేంజర్ జాబితాలో పెట్టారు కానీ ఈ మూడు దేశాలు ఏవైతున్నాయంటే ఆఫ్రికాలో అత్యధిక మొత్తంలో ఆఫ్రికన్ చీతా పాపులేషన్ కలిగాయి కాబట్టి ఆఫ్రికన్ చీతా యొక్క ఐయుసిఎన్ స్టేటస్ చూసినట్టయితే మీరు ఆఫ్రికా చీతా యొక్క ఐయుసిఎన్ స్టేటస్ అంటే అవి అంతరించిపోయే దిశలో ఎక్కడ ఉన్నాయి అన్న చోట చూసినట్టయితే వల్నరబుల్ వల్నరబుల్ అంత ఎక్కువగా అంతరించిపోయే దిశగా లేవు మంచి సంఖ్య ఉందని అర్థం అనమాట IUCN status of African cheetah ఏంటండి vulnerable IUCN status of Asiatic cheetah ఏంటండి క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఆసియాటిక్ చీతాలు ఎక్కడ ఉంటాయండి కేవలం ఇరాన్ లోనే దొరుకుతాయి అప్పుడు మనం ఇరాన్ వాళ్ళని కూడా అడిగామండి మాకు రెండు చిట్టపులిని పంపండి అని చెప్పేసి ఇరాన్ వాళ్ళు ఒప్పుకోలేదు మేము పంపము అది మా దేశానికి గర్వకారణమైనవి అనేసి అలా ఉందన్నమాట మరి కేవలం భారతదేశంకే చెందినటువంటి ఒక పులి జాతి చెప్పండి అంటే ఒక పెద్ద పులి జాతి అంటే lion Asiatic lion Asiatic lion కేవలం భారతదేశంలోనే ఫ్రీ రేంజ్ లో ఉన్నాయండి ఇవి కేవలం అది కూడా గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ లోనే మనకు ఏసియాటిక్ లయన్స్ న్యాచురల్ పద్ధతిలో కనిపిస్తాయి తప్ప ప్రపంచంలో ఇంకే చోట కూడా ఏసియాటిక్ లయన్స్ ఫ్రీ జోన్ లో కనిపించవు last free zone of Asiatic lions is Gir national park Gir national park okay next hopefully మీ అందరికి అర్థమైపోయింది ఈ రీఇంట్రొడక్షన్ ఆఫ్ చీతా ప్రాజెక్ట్ కూడా ప్రాజెక్ట్ టైగర్ వారే నిర్వహించబోతున్నారండి ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి టైగర్ యొక్క పాపులేషన్ పెరిగేందుకు టైగర్ పాపులేషన్ పెరిగినందుకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎకో సిస్టమ్ కూడా డెవలప్ చేస్తామని అంటే అడవులను పెంచుతాం ఎందుకు ఆ యొక్క జీవిని రక్షించేందుకు అలానే ఈ రీఇంట్రొడక్షన్ ఆఫ్ చీటా వలన భారతదేశంకి మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు అన్న అంశాన్ని కూడా మీరు గమనించాలి సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఆసియాటిక్ చీతా భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడు యాభై మధ్యలో అంతరించిపోయింది ఇరాన్లో మాత్రమే ఆసియాటిక్ ఉన్నాయి మన భారతదేశంకి reintroduction of cheetah under project tiger కింద okay wildlife institute of India మరియు wildlife trust of India వారు కలిసికట్టుగా కూనో పాలంపూర్ మరియు నౌరాదేహి అని ఇంకొకటి పార్క్ ఉంటుందండి వైల్డ్ లైఫ్ శాంక్చురీలు అవి రెండు కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఎందుకంటే మధ్యప్రదేశ్ రాష్ట్రము చిరుతపులు బతికేందుకు గాను మంచి ఫీజిబిలిటీస్ ఉన్నటువంటి ప్రాంతం అనమాట ఎక్కడ నుంచి తెచ్చుకుంటాం South Africa Namibia Botswana okay hopefully ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు ఐయుసిఎన్ స్టేటస్ మాత్రం important Asiatic lion critically endangered కేవలం నలభై నుంచి యాభై ఉన్నాయి కాబట్టి ఇవి కొన్ని వందల సంఖ్యలో ఉంది కాబట్టి వలరబుల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది సో ఒకసారి పాస్ చేసుకొని రాసుకోవాలి నేను ఎరేజ్ చేస్తున్నాను ఓకే ఒకవేళ నన్ను ఫాలో కాని వారు ఇక్కడ నేను ఫిగర్లో డిఫరెన్షియేషన్ చేశానండి ఆసియాటిక్ చిరుతపులికి మరియు ఆఫ్రికన్ చీతాకి ఇక్కడ చూడండి ఐయుసిఎన్ స్టేటస్ ఏంటంటే ఆసియాటిక్ చీతాకి క్రిటికల్లీ ఎండేంజర్ నేను చెప్పాను ఆఫ్రికన్ చీతాకి vulnerable CITES convention for trade in endanger species okay అంటే ఏవైతే జీవులు అంతరించిపోయే దిశలో ఉన్నాయో వాటి యొక్క ట్రేడ్ వల్ల ట్రేడ్ వల్ల అంటే వాటిని ఇతర వాటికి ఉపయోగించడం వల్ల మందులకు కానీ మెడిసిన్స్ తయారీకి కానివ్వండి ఇలా ఇతర వాటికి వాటి యొక్క స్కిన్ని ఆస్టరిక్ పర్పస్ కోసం యూజ్ చేయడం కానివ్వండి అలాంటి ట్రేడ్ వల్ల అంతరించిపోయే జీవులని వారు ఒక అపెండిక్స్ లో పెడతారండి అపెండిక్స్ వన్ అపెండిక్స్ టూ అన్నట్టుగా లిస్టులలో పెడతారు అపెండిక్స్ వన్ అంటే అత్యధికమైన కేర్ తీసుకోవాలి ఈ జీవులని అంతరించిపోకుండా చూడాలి ఆ జీవుల యొక్క ట్రేడ్ అనేది ఆపాలి అని అర్థం సో ఇవి రెండు కూడా అపెండిక్స్ వన్లో ఉన్నాయండి ఎక్కువగా ఆఫ్రికా ఆఫ్రికా చీతాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల వరకు ఉన్నాయండి ప్రస్తుతం వైల్డ్ లైఫ్లో భారత్ కేవలం ఏసియాటిక్ చీతాలు కేవలం ఇరాన్లో ఉన్నాయి నలభై నుంచి యాభై వరకు మాత్రమే ఆఫ్రికా చీతాలు ఆసియా చీతాల కంటే ఎక్కువగా పెద్దగా ఉంటాయని బరువుగా ఉంటాయి ఎక్కువగా డార్క్ కలర్లో కూడా ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మీరు డార్క్ కలర్లో ఉంటే ఇది పేల్ కలర్లో తెల్ల తెల్లగా అనిపిస్తూ ఉంటుంది అనమాట bigger in size compare to Asiatic cheetah smaller and paler then Africa cheetah has more fur smaller head and longer neck usually have red eyes have more cat like appearance ఎక్కువగా పిల్లిలా కనిపిస్తుందని ఇక్కడ చూడవచ్చు కళ్ళు కూడా ఇక్కడ నల్లగా ఉంటాయి ఇక్కడ ఎర్రటి కళ్ళు ఉంటాయి అనమాట so these is the basic morphological differences అంటాం అనమాట okay physiological and morphological differences between Asiatic cheetah and African cheetah hopefully అన్నీ అర్థమైపోయింది సో నెక్స్ట్ అండి భారతదేశంలో మొట్టమొదటిసారిగా చిలిక లేక్ డెవలప్మెంట్ వారు లేక చిలిక డెవలప్మెంట్ బోర్డు వారు world's first fishing cat census చేసాం ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఫిషింగ్ క్యాట్ సెన్సస్ ఎవరు చేశారు అని రేపు ఎగ్జామ్లో వస్తే చిలికా డెవలప్మెంట్ బోర్డు వారు సిడిబి అంటే చిలికా లేకుంటుంది కదండి ఒడిస్సాలో ఒడిస్సాలో ఉన్నటువంటి చిలికా లేక్ బోర్డు వారు చిలికా లేక్ బోర్డు వారు ఈ యొక్క క్యాట్ సెన్సస్ ఫిషింగ్ క్యాట్ యొక్క గుర్తు గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలోనే మొట్టమొదటి ఫిషింగ్ క్యాచ్ సెన్సెస్ ఎక్కడ జరిగింది అంటే మన భారతదేశంలో చిలికా లేక్ దగ్గర చిలికా లేక్ ఒడిస్సాలో ఉంది అక్కడ చిలికా లేక్ డెవలప్మెంట్ బోర్డు వారు ద ఫిషింగ్ క్యాట్ వారు కూడా ద ఫిషింగ్ క్యాట్ వారు ద ఫిషింగ్ ఫిషింగ్ క్యాట్ అనే ఒక సంస్థ కూడా దీంట్లో పాల్గొందండి పూర్తి సెన్సర్స్ లో ద ఫిషింగ్ క్యాట్ అనే ఈ రెండు సంస్థలు కలిసికట్టుగా ఫిషింగ్ క్యాట్ సెన్సెస్ చేయడం జరిగింది రెండు ఫేసెస్ లో ఎన్ని ఫేసెస్ లో టూ ఫేసెస్ లో చేశారనమాట ఈ టూ ఫేసెస్ లో చేసిన తర్వాత ఈ యొక్క ఫిషింగ్ క్యాట్స్ యొక్క సంఖ్య ఎంత అంటే చిలికా లేక్ చుట్టూ దాదాపు నూట యాభైకి పైగా ఉన్నాయని చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనం ఫిషింగ్ క్యాట్ గురించి కొన్ని తెలుసుకోవాలండి fishing cat okay fishing cat ఈ ఫిషింగ్ క్యాట్ అనేది మామూలుగా ఎక్కడ జీవిస్తుంది దాని యొక్క జీవించే ప్రదేశాలు ఏంటి అంటే మామూలుగా ఇది వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో మరియు చిలికా ప్రాంతంలో నివసిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇవి వెట్ ల్యాండ్స్ లో నివసిస్తూ ఉంటాయి ఎక్కడండి వెట్ ల్యాండ్స్ లో తడి నేలల్లో నివసిస్తూ ఉంటాయి అత్యధికంగా మనకు కనిపించేటివి ఎక్కడ అంటే mangroves in West Bengal mangroves in West బెంగాల్లో కనిపిస్తాయి అదే కాకుండా వెస్ట్ బెంగాల్లోనే కాకుండా హిమాలయన్ రీజన్స్లో హిమాలయ ప్రాంతంలో హిమాలయ ప్రాంతంలో ఉన్న తరాయి రీజియన్లో తరాయి రీజియన్లో వెట్లాండ్స్ ప్రాంతంలో ముఖ్యంగా గంగా మరియు బ్రహ్మపుత్ర గంగా మరియు బ్రహ్మపుత్ర నదీ ప్రవాహిత ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఓకే అదే కాకుండా మనకి వెస్టర్న్ ఘాట్స్లో సైతం వెస్టర్న్ ఘాట్స్లో సైతం మనకి ఒక జీవిని చూడవచ్చు అనమాట ఏంటండి ఫిషింగ్ క్యాట్ని మామూలుగా ఫిషింగ్ క్యాట్ అంటే దాని పేరు ద్వారానే తెలిసిపోతుంది ఇది మామూలుగా పిల్లే అండి మన ఇంట్లో పెరిగే పిల్లి కంటే కూడా కొంచెం భారీగా ఉంటుంది కొంచెం పెద్దగా ఉంటుంది దాదాపు పన్నెండు సంవత్సరాల వరకు ఇది బతకగలదండి పన్నెండు సంవత్సరాల వరకు ఇది బతకగలదు దాదాపు ఇరవై ఎనిమిది నుంచి పన్నెండు నుంచి ఇరవై ఐదు కిలోల వరకు తూగే అవకాశం ఉంటుంది ఈ యొక్క పిల్లి ఈ యొక్క పేరు ద్వారానే మనకు తెలుస్తుంది దీని యొక్క ముఖ్య పని ఏంటి అంటే ఇది చేపల్ని తిని బతుకుతుంది ఫిష్ ఈటర్ మరి కేవలం సార్ చేపలే తింటుందా ఇంకా దేన్ని తినదా అంటే లేదండి చేపలే కాకుండా ఇతర నీటిలో జీవసించే నివసించే జీవులు పాముల్ని కూడా తింటుంది పాముల్ని కూడా తింటుంది స్నేక్స్ ఓకే అలానే పెద్ద జీవులు ఏవైనా చనిపోయినా వేటలో పెద్ద పులి దేనైనా చంపి తిన్నా కూడా క్యార్కస్ని కూడా తింటుంది క్యార్కస్ ఏది దొరికితే తినేస్తుందండి ఇంకో ముఖ్యమైన అంశం ఈ యొక్క ఫిషింగ్ యాడ్ గురించి తెలుసుకోవాలంటే ఇవి నాక్ట్రునల్ ఇవి నాక్ట్రునల్ ఇన్ నేచర్ నాక్ట్రునల్ అంటే ఏంటంటే నాక్ట్రునల్ అంటే కేవలం రాత్రులు మాత్రమే వేటకెళ్తాయి night livers night live night live అంటే రాత్రులు మాత్రమే వేటకెళ్తూ ఉంటాయి రాత్రులు బతుకుతూ ఉంటాయి పొద్దున సమయంలో నిద్రపోతూ ఉంటాయి అన్నమాట ఓకే ఇది అమాంతము ఇవి మంచి స్విమ్మర్స్ కూడా స్విమ్మర్స్ బెస్ట్ స్విమ్మర్స్ అమాంతము నీళ్ళలో దూకి ఒక చేపను పట్టేసుకొని బయటికి కూడా వచ్చే అవకాశం అంత మంచి స్విమ్మర్స్ మన ఈ ఫిషింగ్ క్యాట్స్ పేరు ద్వారానే తెలుసుకోవాలి ఓకే సో ఇంత తెలుసుకున్నాం కదండి ఫిషింగ్ క్యాట్ పైన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు యాడ్ చేస్తాను హోప్ఫుల్లీ ఇవన్నీ రాసుకున్నాను అనుకుంటా నేను ఒకసారి రియలైజ్ చేస్తాను ఓకే నేను ఒకసారి నెక్స్ట్ లైక్ వెళ్ళిపోతే ఇక్కడ చూడొచ్చు ఫిషింగ్ యాడ్ గురించి ఇంకొక బేసిక్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్పాలి అదేంటి అంటే అండి వెస్ట్ బెంగాల్ నేషనల్ ఎనిమల్ ఏది ఏంటంటే వెస్ట్ బెంగాల్ బెంగాల్ రాష్ట్రానికి నేషనల్ ఎనిమల్ ఏ ఈ fishing cat state animal sorry West Bengal రాష్ట్రానికి state animal state animal is fishing cat fishing cat మనకి భారతదేశంలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంటుందండి జీవరాశుల్ని కాపాడుకునేందుకు గాను wildlife protection act nineteen seventy two ఉంటుంది ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము ఈ యొక్క ఫిషింగ్ యాడ్ అనేది స్కెడ్యూల్ వన్లో స్కెడ్యూల్ వన్లో ఉంచామండి ఎందులో ఉంచామండి స్కెడ్యూల్ వన్లో ఉంచాం అంటే హైయెస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చామన్నమాట దీనికి ఈవెన్ సైటిస్లో convention on the trade of endangered species అనే దాంట్లో అపెండిక్స్ వన్లో ఉంచాం ఎందులో ఉంచాం అపెండిక్స్ uh, వన్ అంటే హైయెస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చామండి దాన్ని మన దేశంలో కానివ్వండి అంతర్జాతీయంగా కూడా కానివ్వండి మరి ఇక్కడ ఐయూసిఎన్ స్టేటస్ అడుగుతారు ఐయూసిఎన్ స్టేటస్ ఏంటో నేను మీకు ఇచ్చేటటువంటి హోంవర్క్ దయచేసి ఫిషింగ్ క్యాట్ యొక్క ఐయూసిఎన్ స్టేటస్ చూడండి కింద కమెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయాలి ఓకే సో ఫిషింగ్ క్యాట్ గురించి ఇంతకంటే మీరు ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం లేదండి సో హోప్ఫుల్లీ మీరు ఫిషింగ్ ని ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఓకే మామూలు పిల్ల అనే కనిపిస్తుంది కానీ అద్భుతమైన జీవి ఓకే ఇది ఒక పిల్లి జాతికి లేదా క్యాట్ జాతికి చెందినటువంటి ఒక ముఖ్యమైన జీవిగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో నా మనము జూన్ ఫిఫ్త్ రోజున వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేని జరుపుకుంటూ ఉంటామండి ఏం జరుపుకుంటూ ఉంటాం వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేని ఎప్పుడు జూన్ ఫిఫ్త్న ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేని మనం పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు Stockholm Stockholm convention తర్వాత ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వస్తున్నామండి అయితే ఒక్కో సంవత్సరానికి గాను ఒక్కో దేశం హోస్ట్గా నిర్వహిస్తుంది అనమాట హోస్ట్ దేశంగా నిర్వహిస్తూ ఉంటుంది భారతదేశం కూడా రెండు వేల పంతొమ్మిదిలో అలా హోస్ట్ దేశంగా నిర్వహించింది అయితే ఈ సంవత్సరానికి హోస్ట్ ఎవరంటే స్వీడన్ దేశం స్వీడన్ దేశం ఓకే మరి ఈ సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా ఒక స్లోగన్ ఇస్తాము ఓకే లేదా ఒక మోటో ఇస్తాం థీమ్ ఇస్తాం థీమ్ లేదా మోటో థీమ్ ఈ సంవత్సరానికి ఏంటి అంటే ఓన్లీ వన్ ఎర్త్ థీమ్ ఏంటి అండి ఓన్లీ వన్ ఎర్త్ భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున మనం ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే జరుపుకున్నామండి ఈ సంవత్సరం అయితే ప్రభుత్వం వారు జూలై నెల నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేశారు ఏంటండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేశారు భారతదేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అంటే ఏంటండి ముఖ్యంగా ఒక్కసారి వాడేసి పడేసేటటువంటి ప్లాస్టిక్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేయడం అనమాట ఎలాంటివండి స్ట్రాస్ ఎగ్జాంపుల్ ఏంటి స్ట్రాల్ ప్లాస్టిక్ స్ట్రాల్ మనం కొబ్బరి బొండాలు తాగేసి పడేస్తాం కదా అలాంటి వస్తువుల్ని మనం బ్యాన్ చేసేసాం అనమాట భారతదేశంలో అలానే ఇదే జూన్ ఫిఫ్త్ రోజున నరేంద్ర మోడీ గారు ఒక ఇంపార్టెంట్ నినాదం కూడా ఇచ్చారండి ఈ సంవత్సరం దాని పేరే లైఫ్ లైఫ్ అనే దానికి అక్రోనిమ్ అనమాట ఇది దీని ఫుల్ ఫామ్ ఏంటంటే lifestyle lifestyle for environment for environment అంటే మనం మన యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలంటే ప్రకృతికి ఏ విధంగా హాని కలగకుండా ఉండాలన్న అంశం పైన ఉండాలన్నది నినాదంతో లైఫ్ అనే ఒక అక్రోనిమ్ని కోట్ చేశారండి మన నరేంద్ర మోడీ గారు దాని అర్థం ఏంటండి lifestyle for environment so గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఈ సంవత్సరానికి హోస్ట్ కంట్రీ స్వీడన్ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల రెండు స్టాక్ హోమ్ కన్వెన్షన్ తర్వాత జరుపుకుంటున్నాం థీమ్ ఓన్లీ వన్ ఎర్త్ కేవలం ఒకే ఒక్క భూమి ఉంది దాన్ని సంరక్షించుకోవడం మన బాధ్యత అన్న అంశం పైన ఓన్లీ వన్ ఎర్త్ ఇదే థీమ్ని ఇదే థీమ్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కూడా కూడా ఇచ్చారు ఎందుకంటే అండి అప్పుడు హోస్ట్ కంట్రీ స్వీడనే ఇప్పుడు హోస్ట్ కంట్రీ స్వీడనే మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై రెండుని గుర్తు చేస్తూ ఎందుకండి మీరు ఇంత దారుణాలు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలన్న ఒక నినాదంతో చేయడం జరిగిందనమాట అలానే భారతదేశం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది దా అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఓకే హోప్ఫుల్లీ అర్థమైపోయింది నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అండి సారస్ క్రేన్స్ ఇక్కడ చూడండి ఇవి రెండు కూడా సారస్ క్రేన్స్ అని అంటూ ఉంటాం అనమాట ప్రపంచంలోనే అతి పొడవైన ఎగిరే పక్షి ఏదైనా ఉందంటే అది సారస్ బ్రాడ్ వాల్స్ టాలెస్ట్ ఏంటండి world's tallest flying bird flying bird world's tallest flying bird is sarus cranes అద్భుతమైన జంతువులు అండి అద్భుతమైన జీవులు అనమాట ఇవి సి గుజరాత్ లో ఒక విలేజ్ లో మామూలుగా ఒక ఫార్మర్ కి చెందినటువంటి ఫీల్డ్ లో ఇవి గుడ్ ఇవి ఏం చేశారండి గూడు కట్టుకొని గుడ్లు పెట్టి పొదుగుతున్నాయి అనమాట ఆ ఫార్మర్ ఇప్పుడు వర్షాకాలం కదా ముందు బీడు కొట్టుకోవాలి అన్ని కొట్టుకోవాలి కదా అలా చేయకుండా ఈ జీవులను సంరక్షించేందుకు గాను ఆ పొలాన్ని వాటి కోసం వదిలేయడం జరిగిందనమాట సో ఆ అంశం పైనే ఈ జీవులు న్యూస్ లో ఉన్నాయి Gujarat villagers turn farm to artificial wetland to save sarus cranes egg ఇలా రెండు జీవుల యొక్క గుడ్లను కాపాడేందుకు గాను వీరు గుజరాత్ లోని పల్లె ప్రజలు చాలా కష్టపడుతున్నారని న్యూస్ లో నిలిచింది సో ఇక్కడ ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి the turned field into the wetland అంటే ఇది ఎక్కడ నివసిస్తూ ఉంటుందని సారస్ క్రేన్ గుర్తుపెట్టుకోవాలి పేరు సారస్ క్రేన్ సారస్ క్రేన్ ముఖ్యంగా కొంగలు అంటూ ఉంటాం అనమాట ఓకే ప్రపంచంలోనే అతి పొడవైన ఎగ్రే పక్షి ఏది అంటే సారస్ క్రేన్ సో ఇవి ఎక్కడ నివసిస్తూ ఉంటాయంటే మామూలుగా వెట్ ల్యాండ్స్లో ఎక్కడ అండి వెట్ ల్యాండ్స్ అంటే తడి నేలల్లో నివసిస్తూ ఉంటాయి ఓకే ముఖ్యంగా ప్యాడీ ఫీల్డ్స్ ప్యాడీ ఫీల్డ్స్లో కూడా ఎక్కువగా కనిపిస్తాయి ఇది మనుషులతో మనుషులతో కలిసికట్టుగా జీవించడాన్ని నేర్చుకున్నాయి అనమాట ప్యాడీ ఫీల్డ్స్ ఓకే ఓకే ఇది ప్యాడీ ఫీల్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఇవి గుడ్లని కూడా ఎక్కడ పెడతాయంటే ఇలా వెట్లాండ్స్ పైన నీటి పైన నెస్ట్ కట్టుకుంటాయి అనమాట నెస్ట్ ఆన్ వాటర్ వాటర్ ఆ తర్వాత గుడ్లు పెడతాయండి దాదాపు ఆ గుడ్లని ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు రోజుల వరకు రెండు male and female male and female female పక్షులు రెండు కూడా కలిసి కట్టుగా దీన్ని పొదుగుతాయండి ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు రోజులు పడుతుంది గుడ్డు పొదిగి దాంట్లో నుంచి సారస్ క్రేన్ వచ్చేందుకు కాదు మరి ఈ సారస్ క్రేన్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి ఇంకో ముఖ్యమైన అంశం అండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర పక్షి ఏది రాష్ట్ర పక్షి ఏది అంటే స్టేట్ బర్డ్ అనమాట స్టేట్ బర్డ్ ఏది అంటే ఈ సారస్ క్రేనే ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి గుర్తుపెట్టుకోవాలి ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి ఏంటండి sarus crane sarus crane so Uttar Pradesh రాష్ట్రం యొక్క పక్షి అండి రాష్ట్ర పక్షి అలానే వీటి సంఖ్య అత్యధిక మొత్తంలో ఉత్తరప్రదేశ్లో ఉందన్నాను ప్రస్తుతం అయితే పదిహేను వేల నుంచి మొదలుకొని మనకి ఇరవై వేల వరకు కూడా ఈ పక్షులు కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ పక్షులకి గవర్నమెంట్ అత్యధిక స్థాయిలో ప్రొటెక్షన్ ఇవ్వలేదు వీటిని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఓకే స్కెడ్యూల్ ఫోర్లో స్కెడ్యూల్ నాలుగులో ఉంచడం జరిగిందండి స్కెడ్యూల్ నాలుగులో ఉన్న వాటిలో తక్కువ ప్రొటెక్షన్ స్కెడ్యూల్ నాలుగులో పెట్టడం జరిగిందన్న అంశాన్ని మీరు ఇక్కడ నోట్ డౌన్ చేసుకోవాలి ఈ యొక్క పక్షి యొక్క సంఖ్యను బట్టి మీరు ఐయుసిఎన్ నెంబర్ లేదా దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ని కనిపెట్టడం నేర్చుకోవాలన్నమాట సో దాని గురించి గాను మీకు నేను హోంవర్క్ ఇస్తున్నాను వీటి సంఖ్య పదిహేను వేల నుంచి ఇరవై వేలు కాబట్టి దీన్ని ఐయూసీఎన్ స్టేటస్ని కూడా మీరు కింద కమెంట్ బాక్స్లో పెట్టాలి మీకు కేవలం రెండే ఇచ్చానండి ఐయూసీఎన్ లో కొరకు ఒకటి ఇది ఇచ్చాను ఒకటి క్యాట్ ఇచ్చాను అనమాట ఓకే సో ఇది మనుషులతో కలిసికట్టుగా జీవించడానికి నేర్చుకొని చాలా బెటర్గా ఉంటున్నాయండి కానీ ఇప్పటికి కూడా వెట్లాండ్స్ తగ్గిపోవడం వల్ల ఓకే ప్యాడీ లో ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడడం వల్ల ఈ పక్షులు అనేటివి ఎక్కువగా అంతరించిపోయే దిశగా నడుస్తున్నాయి కాబట్టి వీటి గురించి నేర్చుకోవడం చాలా ముఖ్యం sarus crane important points Uttar Pradesh యొక్క రాష్ట్ర పక్షి అతి పొడవైన ఎగిరే పక్షి వెట్ లో నివసిస్తుంది మామూలుగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల లోపు గుడ్డును పొదుగుతాయి రెండు కూడా సమానమైన రోల్ ప్లే అన్న అంశాలని మీరు గుర్తుపెట్టుకోవాలి అత్యధిక మొత్తంలో ఏ రాష్ట్రంలో ఉంటాయంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం okay so next important slide so new species of bamboo dwelling bat found in Meghalaya మేఘాలయలో అండి ఒక కొత్త స్పీసీస్ ఆఫ్ uh, గబ్బిలాన్ని కనుక్కోవడం జరిగింది అనమాట థిక్ థంబ్ థిక్ థంబ్ గబ్బిలం అని కూడా అనొచ్చు అనమాట లేదా బ్యాట్ అని కూడా అంటారనమాట దీన్ని ముఖ్యంగా మీరు గబ్బిలాల గురించి నేర్చుకున్నప్పుడు బ్యాట్స్ అనేటివి పక్షులు కాదని they are not birds they are mammals ఏంటండి మ్యామల్స్ ముఖ్యంగా ఇవి ఏవైతే ఉన్నాయో వింగ్స్ అవి మాడిఫైడ్ హ్యాండ్స్ అనమాట మాడిఫైడ్ పామ్స్ అనమాట వాటి యొక్క చేతులు మాడిఫై అవ్వడం వల్ల ఇలా వింగ్స్ లా ఏర్పడ్డాయండి ముఖ్యంగా ఇవి మ్యామల్స్ అంటే వాటి యంగర్ వన్స్ కి ఫీడింగ్ ఇస్తాయి అనమాట feeding feeding to breast milk feeding through breast milk breast milk okay ఈ యొక్క కొత్త జాతి దాని గురించి తెలుసుకుందామండి కొత్త జాతి గబిలం ఏంటో తెలుసుకుందాం see new species of bamboo dwelling bat found in Meghalaya it is first report of thick thumbed bat not only from India but whole South Asia మొత్తం సౌత్ ఏషియాలోనే మొట్టమొదటిసారిగా థిక్ థమ్ లేదా బ్యాంబూ డ్వెల్లింగ్ అంటే వెదురు బొంగుల్లో బతికేటటువంటి బ్యాట్ని ఎక్కడ కనుక్కున్నాం అని క్వశ్చన్ అడిగితే మేఘాలయాలో కనుక్కున్నాం సింపుల్గా చెప్తానండి ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి మీరు భారతదేశంలో అత్యధిక మొత్తంలో కొత్త స్పీసీస్ ఎక్కడ కనుక్కున్నారు అన్న ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ట్రై చేయాల్సిన ఎలిమినేషన్ పద్ధతిలో ముఖ్యంగా నార్త్ ఈస్ట్లో ఎక్కువ దొరుకుతాయి నార్త్ ఈస్ట్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఆ తర్వాత వెస్టర్న్ ఘాట్స్లో ఎందుకంటే అండి ఇది చాలా బెటర్ పొజిషన్లో ఉంటాయన్నమాట ఎన్వైరన్మెంట్ పరంగా చూసినట్టయితే సారీ ఎన్వైరన్మెంట్ పరంగా చూసినట్టయితే ఈ వెస్ట్ బెంగాల్ మరియు సారీ వెస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ మరియు ఈశాన్య రాష్ట్రాలు రెండు కూడా బెటర్ పొజిషన్ లో ఉండడం వల్ల ఎక్కువ వరకు జీవులు ఇక్కడే దొరుకుతాయని ఇంకో ప్లేస్ ఏదైనా ఉండాలంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో కూడా ఎక్కువగా జీవులు దొరుకుతూ ఉంటాయి సో మీరు ఇందులో మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట అంటే వెస్టర్న్ ఘాట్స్ మేఘాలయ లేదంటే నార్త్ ఈస్ట్ రీజియన్ మరియు అండమాన్ నికోబార్ ఇవి కాకుండా ఎక్స్ట్రా ఏమని ఇచ్చారనుకోండి అవన్నీ తీసేయవచ్చు ఈజీగా okay the species found near the forested patch of Nongkhyllem wildlife sanctuary okay Nongkhyllem wildlife sanctuary and ఈ స్పీసీస్ ని మనం ఏమని ఏం చేసామండి Glischropus Glischropus meghalayanus Glischropus meghalayanus అనే ఈ యొక్క గబ్బిలపు జీవిని మనం నేమ్ చేసాం ఎక్కడ కనిపెట్టాము మేఘాలయలో ఉన్నటువంటి Nongkhyllem wild life sanctuary మేఘాలయలో ఉన్నటువంటి Nongkhyllem wildlife sanctuary so next అండి valley of flowers national park Uttarakhand లోని valley of flower national park మళ్ళీ ప్రజల సందర్శన కొరకు ఓపెన్ అయిందండి ఈ యొక్క valley of flower national park ఎక్కడ ఉంది అంటే మీరు సింపుల్ గా చెప్పేశారు ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట దీనికి ఈ UNESCO world heritage site status రెండు వేల ఐదు సంవత్సరంలో ఇవ్వడం జరిగిందనమాట ఏంటండి valley of flowers national park చాలా అద్భుతమైన నేషనల్ పార్క్ అండి దీన్ని నందాదేవి బయోస్పియర్లో ఉందన్నమాట నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఎపిసోడ్లో ఒక భాగం అనమాట సింపుల్గా దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అండి కోవిడ్ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత valley of flowers national park ప్రజల సందర్శన కొరకు ఓపెన్ అయిందనమాట సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు valley of flowers national park ఏ రాష్ట్రంలో ఉంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇది ఏ బయోస్పియర్లో భాగము ఇది నందాదేవి బయోస్పియర్లో మరి ఇది మరి ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటా కాదా అంటే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నటువంటి ఈ మూడు అంశాలని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ అండి NTPC releases biodiversity policy for conservation and restoration of biodiversity so సింపుల్గా ఒక క్వశ్చన్ వస్తుందండి మీకు ఏంటండి ఇటీవల కాలంలో ఏ భారత రంగ సంస్థ బయోడైవర్సిటీ పాలసీని రిలీజ్ చేసింది అని కనుక వస్తే అది ఎన్టీపీసీ అండి ముఖ్యంగా ఎన్టీపీసీ వచ్చేసి భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ ప్రొడ్యూసర్ ఏంటండి ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ ప్రొడ్యూసర్ ఓకే అంటే సోలార్ పవర్ కానివ్వండి రెన్యూవబుల్ కానివ్వండి థర్మల్ కానివ్వండి ఇలా అన్ని అంశాల్లో హైయెస్ట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే సంస్థనే మన ఈ ఎన్టీపీసీ ఈ ఎన్టీపీసీ సంస్థ వారు ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో ఒక బయోడైవర్సిటీ పాలసీని రిలీజ్ చేశారు డైవర్సిటీ పాలసీని ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో తన సెకండ్ బయోడైవర్సిటీ పాలసీని రిలీజ్ చేసిందండి సెకండ్ రెండు వేల ఇరవై రెండులో సెకండ్ బయోడైవర్సిటీ పాలసీని పాలసీని రిలీజ్ చేయడం జరిగిందనమాట అంటే జీవ వైవిధ్యతను కాపాడేందుకు గాను ఈ సంస్థ కూడా తన వంటి కృషి చేసేందుకు గాను ఎందుకంటే అండి ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్ల చాలా వరకు బొగ్గు గనులు తేవడము ఆ యొక్క ఫారెస్ట్ని క్లియర్ చేయడము థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్ల జీవ వైవిధ్యతను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అనమాట సో అలాంటి జీవ వైవిధ్యతను మేము కాపాడుతాం కానీ భక్షించమన్న అంశం పైన రక్షిస్తాం కానీ దాన్ని నాశనం చేయమన్న అంశం పైన ఎన్టీపీసీ వారు రెండవసారి బయోడైవర్సిటీ పాలసీని రిలీజ్ చేశారు తన మొట్టమొదటి బయోడైవర్సిటీ పాలసీ తర్వాత ముఖ్యంగా మనకి భారతదేశంలో ఒక తాబేల్ జాతి ఎక్కువగా వచ్చి గుడ్లు పెడుతూ ఉంటుందండి ఒడిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఆ యొక్క తాబేలు జాతి ఏంటో మీరు నాకు కమెంట్స్లో చెప్పాలి ఆ యొక్క తాబేలు జాతిని సంరక్షించేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఎన్టీపీసీ సంస్థ వారు ఎంతగానో కృషి చేశారండి ఆ కృషి వల్లనే ఆ గుడ్లు అనేటివి పొదిగి సురక్షితంగా ఆ జాతికి చెందినటువంటి తాబేళ్ళు అన్నీ కూడా సముద్రంలోకి చేరుకుంటున్నాయి ఆ తాబేళ్ళు ఎక్కడెక్కడ ఉంటాయండి అంటే ఒడిస్సా ఒడిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ ఓకే ఆ తాబేల్ జాతి ఏంటో నాకు మీరు కమెంట్ లో చెప్పాలి ఓకే అత్యధిక మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి ఎన్టీపీసీ వారు ఈ యొక్క ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చి ఆ తాబేలు జాతిని సంరక్షించడం మొదలుపెట్టారు ఓకే ఎందుకంటే అండి ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఆ తాబేలకు సంబంధించిన గుడ్లను ఎత్తుకుపోవడం లేకుంటే జంతువులు కుక్కలు లాంటివి వచ్చి కూడా ఒక గుడ్లని నాశనం చేయడం అనేది జరుగుతుందని గమనించి ఈ యొక్క ఎన్టీపీసీ వారు ఈ యొక్క సహాయం చేశారనమాట ఓకే హోప్ఫుల్లీ విల్ కమెంట్ చాలా హోంవర్క్ ఇస్తున్నాను నేను మీకు ఈసారి నెక్స్ట్ అండి ఒక కొత్త జాతికి చెందినటువంటి లేదా అంతరించిపోయింది అనుకున్నటువంటి ఒక తాబేలు జాతిని మన శాస్త్రవేత్తలు ఇటీవల కాలంలో కనుక్కున్నారు ఆ యొక్క తాబేలు పేరు ఏంటి అంటే కెలోనిడస్ కెలోనోయిడస్ ప్యాంథాస్టికస్ కెలోనోయిడస్ ప్యాంథాస్టికస్ అనే యొక్క తాబేలు ఏదైతే ఉందో దీన్ని గలపాగోస్ టాటాయిస్ అని కూడా పిలుస్తాం ఏంటంటే గలపాగోస్ గలపాగోస్ టాటాయిస్ అని కూడా పిలుస్తాం గలపాగోస్ ఐలాండ్ లో అంతరించిపోయింది అనుకున్నటువంటి ఈ తాబేల్ని ఇటీవల కాలంలో కనుక్కున్నారు దీని పైన చేసినటువంటి రిసెర్చ్ తర్వాత తెలిసింది ఏంటంటే ఇది అంతరించిపోయింది అనుకున్నటువంటి ఆ గలపాగోస్ తాబేలే అని చెప్పేసి చెప్పడం జరిగింది గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఈ యొక్క తాబేలు పేరు ఏంటంటే క్లెనోయిడస్ ఫ్యాంటాస్టికస్ ఒకవేళ సింపుల్గా ఎగ్జామ్లో ఇచ్చొచ్చు ఏమని ఇవ్వచ్చు ఇటీవల కాలంలో న్యూస్లో చూసినటువంటి కిలోనోయిడస్ ఫ్యాంటాస్టికస్ అనేది ఏంటి అని అడిగితే అది ఒక తాబేలు జాతికి చెందినటువంటి గెలపాగోస్ స్టాటాయిస్ అది అంతరించిపోయింది అనుకున్నాము కానీ మళ్ళీ వైల్డ్ లైఫ్లో కనిపించింది అన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి లా అలానే న్యూస్లో ఒక లేక్ కూడా నిలిచిందండి ఒక లేక్ ఈ లేక్ పేరే సావా లేక్ ఏంటండి సావా లేక్ మామూలుగా ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా ఏదో గ్రౌండ్ కాదు ఏది కాదు ఒకనొకప్పుడు మంచి లేక్ అనమాట ఒక మంచి లేక్ ఒక అద్భుతమైన నీటి పాండ్ అనమాట లేక్ అనమాట ఇది ఇరాక్ లో ఉందండి ఎక్కడ ఉందండి ఇది సావా లేక్ మీకు ఎగ్జామ్ లో అడగచ్చు సింపుల్ గా ఎగ్జామ్ లో అడగచ్చు ఇటీవల కాలంలో మీరు న్యూస్ లో చూసినటువంటి సావా లేక్ ఎక్కడ ఉంది అంటే ఏ దేశంలో ఉందండి ఇరాక్ దేశంలో బగ్దాద్ ఇరాక్ దేశం యొక్క క్యాపిటల్ అయినటువంటి బగ్దాద్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నదే ఈ యొక్క సావా లేక్ అనమాట ఒకనొకప్పుడు ఈ సావా లేక్ అద్భుతంగా బయోడైవర్సిటీతో వెదజిల్లేదండి అద్భుతమైన చేపలు ఉండేవి ఫిష్ ఈ యొక్క లేక్లో స్నానం ఆడేందుకు ఎంజాయ్ ఎంజాయ్ చేసేందుకు గాను ఎన్నో మంది ఫ్యామిలీలు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి రిసార్ట్స్ కూడా వచ్చేవారు ప్రతి ఎండాకాలంలో ఈ యొక్క లేక్ ఏదైతుందో అండి చిన్న పాండ్లా మారిపోయేది అంటే ఒకే చోట చిన్న నీటి గుంటైనా మిగిలేదు దాంట్లో జీవాలు ఉండేందుకు కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ సావా లేక్ ఏదైతుందో అండి పూర్తిగా ఎండిపోయి ఇలా బీడు భూమిలా మారిపోయింది అనమాట పూర్తిగా ఎండిపోయింది సో తద్వారా ఏం చెప్తున్నారంటే అండి this year for the first time in centuries of long history Iraq Sawa lake dried up a combination of mismanagement by local investors government neglect and climate change has done this అంటే గవర్నమెంట్స్ పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు పట్టించుకోకపోవడం వల్ల అలానే క్లైమేట్ చేంజ్ అనేది పురోగతి చెందడం వల్ల ఇవన్నీ అంశాలు కలిసికట్టుగా మొత్తం హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా ఇరాక్ దేశానికి చెందినటువంటి సావా లేక్ ఎండిపోయింది అని చెప్పేసి న్యూస్లో నిలిచింది ఇది కూడా ఎన్వైరన్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ దయచేసి నోట్ చేసుకోవాలి okay world's largest fresh water ఫిష్ని ఎక్కడ కనుగొన్నారని కూడా అడగొచ్చండి ఇది కూడా లో నిలిచింది ఇటీవల కాలంలో కంబోడియా దేశంలో కంబోడియా దేశంలో స్టింగ్ రే స్టింగ్ రే జాతికి చెందినటువంటి అతిపెద్ద ప్రపంచంలోనే ఇప్పటి వరకు కనిపెట్టినటువంటి అతిపెద్ద చేపని fresh water fish fresh water fish ఇది కూడా ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్లో ఇక్కడే కనుక్కున్నారండి ఏ నదిలో కనుక్కున్నారు అని చెప్పేసి అడిగినట్టయితే అది Mekong river Mekong river Mekong అనే నదిలో కనుక్కున్నారన్న విషయాన్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి మామూలుగా ప్రపంచంలో ఒక అఫీషియల్గా అంటూ ఏది లేదండి ఇదే ప్రపంచంలో అతిపెద్ద జాతి చేపలు ఇదే అతిపెద్ద ఇప్పటి వరకు అనేది ఏం లేదు గానే ఉంటుంది కానీ న్యూస్లో నిలిచింది కాబట్టి నేను చెప్పాలండి ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రెష్ వాటర్ ఫిష్ ని ఇటీవల కాలంలో ఎక్కడ కనుక్కున్నారంటే కంబోడియా దేశం మెకాంగ్ గంగా రివర్ అది ఏ జాతికి చెందినటువంటి ఫిష్ అంటే స్టింగ్ రే అనే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చేప స్టింగ్ రే అనే చేప జాతికి చెందింది మీరు గుర్తుపెట్టుకోవాలి అలానే ఈ యొక్క మెకాంగ్ గంగా రివర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ మెకాంగ్ గంగా రివర్ చైనాలో మొదలవుతుంది ఇక్కడ చైనాలో మొదలై మయన్మార్ మయన్మార్ నార్త్ ఈస్ట్ దేశాలు ముఖ్యంగా Myanmar Laos Laos Cambodia Cambodia Thailand Thailand మరియు కొంత భాగమైన వియత్నాం వియత్నాం వంటి దేశాల నుంచి ఇది పారుతుందన్నమాట China Myanmar Laos Cambodia Thailand మరియు వియత్నాం దేశాల నుంచి ఈ యొక్క మెకాంగ్ గంగా రివర్ పాస్ అవుతుందండి చైనాలో స్టార్ట్ అయిపోయి లో గల్ఫ్ ఆఫ్ లో ఎండ్ అవుతుంది అనమాట గల్ఫ్ ఆఫ్ లో ఈ యొక్క నది ఎండ్ అయిపోతుంది అనమాట ఓకే సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇటీవల కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫిష్ ఎక్కడ దొరికిందంటే కంబోడియాలో మెకాంగంగా రివర్ రివర్లో మెకాంగంగా నది చైనా నుంచి స్టార్ట్ అయిపోయి లో ఎండ్ అవుతుందన్న పూర్తి అంశాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ అండి ఇది మీరు లాస్ట్ టైం కూడా నేను మీకు చూపించాను దీని గురించి వరల్డ్స్ లార్జెస్ట్ ప్లాంట్ ప్రపంచంలోనే అతి వైశాల్యం కలిగినటువంటి ప్లాంట్ ఎక్కడ కనుక్కున్నారంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి షార్క్ బేలో కనుక్కున్నారు అన్న విషయాన్ని మళ్ళీ న్యూస్లో ఒకసారి నిలిచింది నేను ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేయాలని చెప్పడం జరిగింది భారతదేశంలోనే అతి వైశాల్యం కలిగినటువంటి చెట్టు ఎక్కడుంది అంటే అది మన India's largest great banyan tree అనమాట ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంటుందండి ఇక్కడ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంటుంది అలానే ప్రపంచంలోనే అతి వైశాల్యం కలిగినటువంటి చెట్లు ఇంకెక్కడైనా ఉన్నాయంటే ఉత్తా లో అమెరికాలో ఉన్నటువంటి ఉత్తా లో ఏ జాతి అండి ఆస్పెన్ ట్రీ అనే ఒక జాతికి చెందినటువంటి చెట్లు ఒకేలా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయన్నమాట ఓకే నెక్స్ట్ కెనడా వారు రెండు వేల ఇరవై ఐదు కల్లా ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ ప్లాస్టిక్ యొక్క ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ ని బ్యాన్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారని చెప్పేసి కూడా ఈ యొక్క న్యూస్ లో నిలిచింది అండి సింపుల్గా అడగవచ్చు ఇటీవల కాలంలో ఏ దేశం వారు ప్లాస్టిక్ని ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ని పూర్తిగా బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు అంటే అది కెనడా దేశం అనమాట ఎందుకంటే అండి కెనడాకు చెందినటువంటి ఎన్వైరన్మెంట్ యాక్ట్లో ఎన్విరాన్మెంట్ యాక్ట్లో ప్లాస్టిక్ని ఏంటి ప్లాస్టిక్ని టాక్సిక్గా డిక్లేర్ చేయడం జరిగింది టాక్సిక్ అంటే అది ప్రమాదకరమైన విషయంగా దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది ఇలా ప్లాస్టిక్ని టాక్సిక్గా డిక్లేర్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ ఇండస్ట్రీ అనేది చాలా లో అయిపోయిందండి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ వారు కూడా గొడవ పెట్టారు ఇలా ఇలా చేస్తారని టాక్సిక్ ఏం చేస్తారని చెప్పేసి సో ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ప్లాస్టిక్ని టాక్సిక్గా ఏ దేశం వారు గుర్తించారు అన్నప్పుడు కెనడా వారు కెనడా వారు రెండు వేల ఇరవై ఐదు కల్లా రెండు వేల ఇరవై ఐదు కల్లా ఎక్స్పోర్ట్ కూడా ప్రపంచానికి ఎక్స్పోర్ట్ కూడా చేయము కానీ ఈ సంవత్సరం ఎన్నికల్లా ఇంపోర్ట్ మరియు దేశంలో ప్లాస్టిక్ తయారీ అనేది పూర్తిగా నిలిపివేయబోతున్నారు అన్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ అండి conference of parties fifteen of convention of బయోడైవర్సిటీని ఏంటండి కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ వారు కూర్చొని డిస్కస్ చేసుకునేటటువంటి లేదా హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అయినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క పదిహేనవ సమ్మిట్ ఏ దేశంలో జరగబోతుంది అంటే కెనడాలో జరగబోతుంది మళ్ళీ చెప్తానండి కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఏంటి కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ అనే ఒక సంస్థ వారు చేసేటటువంటి వారిలో ముఖ్యమైనటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ అనే ఒక మీటింగ్ ఏదైతుందో ఆ మీటింగ్ని కెనడాలో పెట్టబోతున్నారు అన్న విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి మరి కాన్ఫరెన్స్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి కానీ సిబిడి అని మనం పిలుచుకుంటూ ఉంటాం సో సింపుల్గా మళ్ళీ చెప్తాను క్వశ్చన్ ఇలా అడగచ్చు కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ ఏ దేశంలో జరగబోతుంది కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ గారి యొక్క సిఓపి ఫిఫ్టీన్ ఏ దేశంలో జరగబోతుంది అంటే కెనడాలో ఓకే సో ఈ కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యతను కాపాడేందుకు దేశాల పైన బైండింగ్ బైండింగ్ అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా వాటిని పాటించాలనే అంశం పైన ఒక సమ్మిట్ జరిగిందండి earth summit Rio earth summit రియోలో జరిగినటువంటి రియో డిజెనేరియోలో రియో డిజెనేరియో అంటే ఇక్కడ బ్రెజిల్లో ఉన్నటువంటి రియో డిజెనేరియోలో జరిగినటువంటి ఎర్త్ సమ్మిట్లో పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగినటువంటి ఈ ఎర్త్ సమ్మిట్లో convention on biodiversity convention on biodiversity diversity యొక్క రూపకల్పన అనేది జరిగిందనమాట దాదాపు దీంట్లో నూట తొంభై ఆరు దేశాలు మెంబర్స్ అండి ఎన్ని దేశాలు మెంబర్స్ ఉన్నాయి నూట తొంభై ఆరు దేశాలు ఈ కన్వెన్షన్ అనేది యాక్ట్ ఎందుకు అంటే అఫీషియల్ గా లాంచ్ అయింది మాత్రం పంతొమ్మిది వందల తొంభై మూడులో భారతదేశం ఈ కన్వెన్షన్ బయోడైవర్సిటీ బయోడైవర్సిటీలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జాయిన్ అయింది ఎప్పుడు జాయిన్ అయిందండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇండియా అనేది ఈ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీలో జాయిన్ అయింది ఇందులో రెండు ముఖ్యమైన దేశాలు మెంబర్స్ కావు no members non members non members ఎవరెవరండి యుఎస్ఏ మరియు వాటికన్ సిటీ ఓకే సో ఈ కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఎప్పుడు స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల తొంభై రౌండ్లో ఉన్నటువంటి ఎర్త్ సమ్మిట్లో రియో ఎర్త్ సమ్మిట్లో ఈ యొక్క ఐడియా ఫామ్ అయింది తొంభై మూడులో అఫీషియల్గా లాంచ్ చేశాము తొంభై నాలుగులో భారతదేశం దీంట్లో మెంబర్గా మారింది అన్న అంశాన్ని గుర్తుపెట్టుకుంటూ అలానే వీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాలు కూడా బైండింగే ప్రతి నిర్ణయం కూడా బైండింగే అండి ఓకే పంతొమ్మిది నూట తొంభై ఆరు మెంబర్స్ కలిగినటువంటి ఈ గ్రూపింగ్ అనేది తీసుకున్నటువంటి డెసిషన్స్ అన్నీ కూడా బైండింగ్ ఓకే ఈ యొక్క గ్రూపింగ్లో హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అంటే దీనికి సంబంధించిన ప్రతి డెసిషన్స్ ఎవరు తీసుకుంటారంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనే మీటింగ్ ద్వారా తీసుకుంటారు ఈ దేశాలన్నీ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటాయి ఓకే అలానే ఈ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ అనే సంస్థ ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి యుఎన్ఈపి వారి ఆధ్వర్యంలో ఉంటుంది ఇక్కడ యుఎన్ఈపి వారి ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రాంలో ఓకే అలానే మీకు క్వశ్చన్ రావచ్చు సార్ ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మాంట్రియాల్ మాంట్రియాల్ కెనడాలో ఉన్నటువంటి మాంట్రియాల్లో ఉంది ఓకే ఇంకో డౌట్ అడగాలి మీరు సార్ మరి ఇది భారతదేశంలో జరిగిందా ఎప్పుడైనా కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీస్ వారి సిఓపి ఎప్పుడైనా జరిగిందా అంటే జరిగింది conference of party eleven COP eleven వచ్చేసి రెండు వేల పన్నెండులో భారతదేశంలో మన తెలంగాణలో హైదరాబాద్లో జరిగిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి సిఓపి లెవెన్ టూ థౌజండ్ ట్వెల్వ్లో హైదరాబాద్లో జరిగిందండి మన తెలంగాణలో సో ఈ అంశాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ తొంభై రెండులో భారతదేశం తొంభై నాలుగులో జాయిన్ అయింది యుఎన్ఈపి సంస్థ కింద ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ దీంట్లో అమెరికా మరియు వాటికన్ సిటీ రెండు మెంబర్స్ కావు జీవ వైవిధ్యతను కాపాడేందుకు ఈ యొక్క సంస్థను ఎస్టాబ్లిష్ చేస్తామన్న పూర్తి అంశాలు మీరు తెలుసుకోవాలి సో నేను ఒకసారి రిలైజ్ చేసేస్తాను లాస్ట్ టూ పాయింట్స్ చెప్తాను దీనిపైన ఓకే సో ఈ యొక్క జీవ వైవిధ్యతకు చెందినటువంటి బయోడైవర్సిటీకి చెందినటువంటి ఈ సంస్థ రెండు అడిషనల్ ప్రోటోకాల్స్ కూడా ఇచ్చింది ఒకటి ఏంటంటే అంటే Cartagena protocol Cartagena protocol on biosafety దీన్ని రెండు వేల మూడులో వచ్చిందండి నెక్స్ట్ కార్టిజినా ప్రోటోకాల్ తర్వాత నగోయా ప్రోటోకాల్ ప్రోటోకాల్ దీన్ని రెండు వేల పదిలో గా లాంచ్ అయిపోయింది కానీ రెండు వేల పద్నాలుగులో ఇది యాక్ట్ అయిపోయింది అనమాట రెండు వేల పద్నాలుగు నుంచి అఫీషియల్ అనుకుందాం మనం దీన్ని సో ఈ రెండు ఏంటి అంటే మోడర్న్ బయోటెక్నాలజీని ఉపయోగించి living modified organisms okay LMOs అంటారు okay Cartagena protocol and biodiversity modern biotechnology university use చేసి living modified organisms okay organisms అంటే ఏదైనా ఒక జీవిని మనం బయోటెక్నాలజీ యూజ్ చేసి క్రియేట్ చేసామంటే దాన్ని ప్రకృతిలో ప్రవేశపెట్టే ముందు అంటే ఉదాహరణకి బ్రెజిల్లో ఇటీవల కాలంలో జెనెటికలీ మాడిఫైడ్ మస్కిటోస్ రిలీజ్ చేశాం ఓకే తద్వారా ఈ యొక్క జికా వైరస్ చెందినటువంటి మస్కిటోలు అంతరించుకోవాలన్న ఉద్దేశంతో అయితే ఇలా జెనెటిక్ ఇంజనీరింగ్ యూజ్ చేసి క్రియేట్ చేసినటువంటి ఏదైనా జీవరాశులు ఉంటాయో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ట్రాన్స్పోర్ట్ చేసా చేసినా కూడా ఆ దేశంలో ఎన్వైరన్మెంట్లో ప్రవేశం పెట్టాలన్నా కూడా ఈ ప్రోటోకాల్ ని ఫాలో కావాలి ఎందుకంటే అండి ఆ యొక్క జీవి ప్రకృతిలోకి వచ్చినాక ఎటువంటి వైపరీత్యాలు చేస్తుందో మనకు తెలియదు కాబట్టి అలా మనల్ని మనం రక్షించేందుకు గాను కార్టిజినా ప్రోటోకాల్ వచ్చింది ఆ తర్వాత నగోయా ప్రోటోకాల్ నగోయా ప్రోటోకాల్ అంటే ఏంటంటే అండి జీవ వైవిధ్యతకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇతర దేశాల్లో ఏదో విధంగా ఉందో ఆ దేశం ఆ యొక్క నాలెడ్జ్ వచ్చేసి మానవాళి యొక్క డెవలప్మెంట్ కొరకు మనిషి యొక్క మంచి కొరకు డెవలప్మెంట్ కొరకు ఉపయోగించాలి ఫేర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఏంటండి fair and equitable equitable sharing of knowledge జీవ వైవిధ్యతకు సంబంధించినటువంటి నాలెడ్జ్ని అందరూ సమానంగా షేర్ చేసుకోవాలన్న అంశం పైన ఏర్పడిందే ఈ యొక్క నగోయా ప్రోటోకాల్ అండి ఈ రెండు ప్రోటోకాల్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ చదివేటప్పుడు okay so hopefully you understood about all about the convention on biodiversity so last current affair అండి కి సంబంధించి మొట్టమొదటిసారిగా ఒక రేర్ డ్రాగన్ ఫ్లై లేదా తుమ్మెద జాతికి చెందినటువంటి ఒక ఫ్లై మనం కనుగొన్నామండి కేరళలో ఫస్ట్ టైం ఆ జాతి పేరు ఏంటి అంటే స్పినీ హార్న్ బిల్ ఏంటండి స్పినీ హార్న్ టేల్ అనే ఒక జాతి మనం కుట్టూర్ ఫారెస్ట్లో కున్నూర్ కేరళలో మొట్టమొదటిసారిగా కనుక్కోవడం జరిగింది సో దాని యొక్క టెక్నికల్ నేమ్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను బర్మా గోంపస్ చౌకులెన్సిస్ ఓకే బర్మా గోంపస్ చౌకులెన్సిస్ ఆర్ బర్మా గోంపస్ చెల్కులెన్సిస్ అని కూడా మీరు ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా చేయవచ్చు సింపుల్గా స్పిన్నీ హార్న్ టేల్ అనేది ఏంటి అంటే అది ఒక తుమ్మెద లేదా డ్రాగన్ ఫ్లై అనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ ఇంతటితో మనం కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ ముగిస్తూ I hope you are enjoying our classes thank you for watching our video this is Nikhil from Achievers Academy thank you